Hi friend welcome to my channel సాధారణంగా మనం కోరిన కోరిక నెరవేరాలని గణపతి ముందర గుంజులు తీసి ప్రార్థిస్తాం కదా అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది అంటే కనుక ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న మన వినాయకుడు ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని మొదటిసారిగా చూశారు అది ఆట వస్తువుగా భావించి వెంటనే తొండంతో తీసేసుకున్నారు అందరు చూసి చాలా కంగారు పడిపోయారు ఎందుకంటే చక్రం వల్ల మన చిన్న వినాయకుడు గాయపడతారేమో అని అందరూ అనుకున్నారు కానీ వినాయకుడు మాత్రం అది తెలియక వాళ్ళు తన ఆట బొమ్మను తీసేసుకుంటారేమో అని అది ఎక్కడ దాచుకోవాలో తెలియక వెంటనే నోట్లో దాచేసుకున్నారు ఇది చూసి ఎవ్వరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత చెప్పినా వినాయకుడు మాత్రం ఇవ్వను కాక ఇవ్వను అంటున్నారు ఏం చేయాలో ఎవరికీ తెలియట్లేదు అప్పుడు మన నారాయణుడు తెలివిగా రెండు చేతులతోటి రెండు చెవుల్ని పట్టుకుని గుంజులు తీయడం మొదలుపెట్టారు అయితే ఈ విచిత్రమైన ఆట చూసి వినాయకుడికి విపరీతమైన నవ్వు వస్తోంది ఆయన పక్క పక్కమని నవ్వుతూ నవ్వుతూ ఉన్నారు అలా బిగ్గరగా నవ్వేటప్పుడు ఆయన నోట్లో ఉన్న సుదర్శన చక్రం కాస్త కింద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని తీసేసుకున్నారు చూడండి శ్రీమన్నారాయణ అంతటి వారే గణపతిని ప్రసన్నం చేసుకోవటానికి గుంజుళ్ళు తీసి ఆయన పని పూర్తి చేసుకున్నారు కదా అదిగో అదే ఆచారంగా కాలక్రమంలో మారింది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మరో వీడియోలో కలుద్దాం Thank you.